ప్రతి స్కూలును కూడా ఇవాళ స్కూళ్ళు ఏ ఎలా ఉన్నాయి అన్నది ఫోటోలు తీయండి అని చెప్పి నేను ప్రతి స్కూలు ఫోటోలు నాకు కావాలి అని అడిగా ప్రతి స్కూలుకు సంబంధించి దాదాపుగా రాష్ట్రంలో నలభై వేల పైచిలుకు స్కూళ్ళు ఉన్నాయి ప్రతి స్కూలు ఫోటో తీయండి అని అడిగా ప్రతి స్కూలు ఫోటో తీసిన తర్వాత స్కూళ్ళు ఎలా ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఆ ఫోటోలు చూపిస్తాను రెండు సంవత్సరాలు నేను టైం అడుగుతా ఉన్నాను ఈ రెండు సంవత్సరాలలో స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు తిరిగి చూపిస్తాను మార్పు చేసిన తర్వాత ఆ స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు అందరికీ కూడా తిరిగి చూపిస్తాను స్కూళ్ళల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో బాత్రూముల దగ్గర నుంచి నీళ్ల దగ్గర నుంచి స్కూళ్ళల్లో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి కంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి చివరికి స్కూళ్ళకు సంబంధించిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిని కూడా ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తిగా స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ చేసి చూపిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను ఇవాళ ప్రతి స్కూలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి ఇవాళ మనం చేయాల్సింది ఏమిటి అనంటే మన పిల్లల్లో రేపొద్దున భారతదేశానికి భారతదేశంలో మన పిల్లలు పోటీ పడే పరిస్థితిలోకి రావాలి అది జరగాలి అంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాల్సిందే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాం ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టును కంపల్సరీగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను